అందరికీ sorry for keeping you waited for some time okay and I'm very happy to see you here ఈరోజు ఒక ప్రతిష్టాత్మక తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మక క్లాస్ రూమ్లో మీరు కూర్చొని ఉన్నారు అండ్ uh, అటువంటి ఒక అవకాశం it will be given to only few selected people yes or no so అటువంటి సెలెక్టెడ్ క్రూను మీరందరూ ఉన్నారంటే definitely have achieve something S R achievers class రూమ్లో మీరు కూర్చున్నారంటే ఏదో ఒక అచీవ్ చేసినాకనే ఇక్కడ కూర్చోపెట్టేటటువంటి ఒక ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం దీంట్లో భాగంగానే ప్లీజ్ ప్లీజ్ <clears throat> దీంట్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అంటే మన ఎజెండా ఏందో తెలుసా మీ అందరికీ ఈరోజు ఈరోజు Sanskrit class what is our agenda today yes మన ఎజెండా ఏంటంటే టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఓరియంటేషన్ క్లాస్ ఈరోజు రేపు in fact in the days to come మొత్తం కూడా మనము ఇదే ఓరియంటేషన్ మీద మాట్లాడబోతా ఉన్నాం okay so group one preliminary examination తర్వాత different different analysis I hope మీరందరూ చూసుకొని ఉంటారు ఆ అనాలిసిస్లో మిమ్మల్ని మీరు సేఫ్ జోన్లో అనుకున్నారు that's reason you're sitting here I right so ఇండివిజువల్గా నేను వెళ్ళాను మళ్ళీ ఇండివిజువల్గా నేను స్కోర్ ఎంత కట్ ఆఫ్ ఎంత క్లియర్ అవుతుందా కాదా బీసీఆ ఎస్సీఆ ఎస్టీఆ ఓసీయా మహిళల పురుషుల I don't want to take in to consideration all these factors because all all already మనము దానిపైన వివిధ రకాల చర్చలు చేసినాము వివిధ రకాల కన్సల్టేషన్స్ కూడా మనము కం కంప్లీట్ చేయడం జరిగింది so post doing that right no we will not waste any time అంటే ఎక్కడ కూడా మనం సమయాన్ని వృధా చేయకుండా directly we'll enter in the other agenda అంటే ఇప్పటి వరకు మీరు ప్రిపేర్ అయినది మీరు చదువుకున్నది ఏదైతే ఉన్నదో that is only to filter you out రెండు లక్షల పై చిలుకట దాదాపు మూడు లక్షల మంది నుండి ఇరవై ఐదు వేల మందిని ఎంపిక చేయడానికి చేసినటువంటి ఒక ప్రయత్నమే మీ ప్రిలిమ్స్ ఎసార్ను ఆ ప్రిలిమ్స్ నుండి మీరు మెయిన్స్కి ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నారో this is the real checking of your talent are ప్రతి గ్రూప్ వన్ ఆల్మోస్ట్ ఇండియా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల యొక్క గ్రూప్ వన్ పరీక్షల్లో మూడు స్టేజీలు ఉంటాయి prelims mains and PT personality test అంటారు కానీ తెలంగాణ రాష్ట్రంలో మీకున్న ఇంకొక అదృష్టం ఏంటంటే ఈ పర్సనాలిటీ టెస్ట్ అనేది లేదు తెలుసా తెలుగుదా there is no nothing like interview in the Telangana state related group one examination ఏపీలో ఉన్నది తెలంగాణలో there is no interview with ఇంకొకటి ఏంటంటే వెరీ ఫస్ట్ ఇన్సైట్లో మీకు అర్థం కావాల్సింది you are the prestigious batch మీరు కనుక ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో విజయం సాధిస్తే you will be the first group one batch of Telangana state Telangana రాష్ట్రంలో ఎవరిని గుర్తుపెట్టుకుంటాం మొట్టమొదటి గవర్నర్ ఎవరు మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మొట్టమొదటి chief justice high court chief justice ఎవరు ఈ రకంగా అన్ని బెటర్ పోస్టులను కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పదవులను ఎలాగైతే మనం గుర్తుపెట్టుకుంటామో అలాగనే మిమ్మల్ని కూడా తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి గ్రూప్ వన్ బ్యాచ్గా గుర్తుపెట్టుకోబోతున్నారు సో ఇదొక జాబ్తో పాటు మీకు ఒక ప్రైడ్ ఒక రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ లభించబోతుంది ఎస్ ఆర్ నో సి ఈ గ్రూప్ వన్ మెయిన్స్ అన్నది it should be completely an interactive session okay ఎందుకనంటే మేము మెయిన్స్ ప్రిపరేషన్లో మేము రాస్తే మీకు జాబ్ రాదు మీతో రాపిస్తే జాబ్ వస్తుంది ఎస్ ఆర్ నో సో ఏది నేను ఏమి మాట్లాడినా కూడా whatever I discuss in the class it should be retrospected అంటే ఆపోజిట్ ఎండ్ నుండి కూడా నాకు అలాంటి రెస్పాన్స్ అన్నదే రావాలి అది getting this so participation is compulsory in the class కావాలని మధ్యాహ్నం పూట పిలుస్తున్నాం మిమ్మల్ని okay this is the time where you take some rest sleep మధ్యాహ్నం రెండు గంటల నుంచి లంచ్ అయిన తర్వాత పండుకొని సాయంత్రం ఐదు గంటలకు లేచి మళ్ళీ బుక్ పడుతుంది మీ వాల్యుబుల్ మూడు గంటలు ఏదైతే three hours of valuable time ఏదైతే ఉంటుందో that your wasting so far and that is the reason we decided to call you not in the early hours but in the afternoon hours okay first second thing ఏంటంటే ఐఎమ్ అజ్యూమింగ్ దట్ ఇక్కడ ఈ క్లాస్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఐఎమ్ ప్రిజ్యూమింగ్ అంటే నేను ఒక ప్రిపేర్డ్ అజంప్షన్లో ఉన్నా ఏంటంటే మీకు ఈ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రతి కాంపనెంట్ పైన కొద్ది గొప్ప నాలెడ్జ్ అయితే ఉన్నది ఎసార్ను మీరు ఫిలిమ్స్ క్లియర్ చేసి ఇక్కడ కూర్చునంటే you already have certain basic insights which are essential for this examination మీకు హిస్టరీ తెలుసు పాలిటీ తెలుసు జాగ్రఫీ తెలుసు ఎకనామీ తెలుసు సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుసు డేటా ఇంటర్ప్రిటేషన్ తెలుసు తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా తెలుసు కానీ అదంతా కూడా మీకు ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో తెలుసు you all in bit form ఒక క్వశ్చన్ ఇచ్చి ఏబిసిడీలు ఇస్తే మీరు చేయగలుగుతారు కానీ ఇక్కడ ఓరియంటేషన్ కాదు it's a very different orientation ఇది answer writing awareness which should be built up in the class ఎంతమంది క్లాస్కి రాకముందు ఒక ఎస్సే కానీ ఒక ఆన్సర్ కానీ రాస్తారు is that somebody you have appear at least one essay or one answer before coming to this session. Is there somebody like that? yes. Very few. So answer writing low, I am assuming that you're all zero. Okay. Content మీకు వచ్చు కానీ answer writing skill answer writing అన్నది ఏదైతే ఒక టెక్నిక్ ఉంటుందో దాంట్లో మటుకు నేను మిమ్మల్ని అందరినీ జీరో అనుకుంటున్నాను క్లియర్ ఆఫ్ మన ప్రయత్నం ఏంటంటే మీకు వచ్చినటువంటి సబ్జెక్ట్ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి కంటెంట్ని ఒక సిస్టమేటిక్ వేలో ప్రజెంటేషన్ చేస్తే మీ మెయిన్స్ అయిపోతుంది కానీ అంత సులభం కాదు ఓకే నేను ఒక మాటలో చెప్తే అయిపోతుందంటే అయిపోతుంది అన్నారు కదా సార్ అని చెప్పి మళ్ళీ క్లాస్ తర్వాత నన్ను అనద్దు okay so it requires a rigorous practice dedication and determination మీరు ప్రిలిమ్స్కి రోజుకు నాలుగైదు గంటలు కష్టపడితే ఇప్పుడు పది గంటలు కష్టపడడానికి సిద్ధంగా ఉండాలి మేము ఇచ్చేటటువంటి ఏదైతే టాస్క్ ఉంటుందో పొద్దునంతా కంప్లీట్ చేసుకుని మధ్యాహ్నం మీరు రావాలి it is a two and process మేము ఒక్కరం పనిచేస్తే మీకు జాబ్ రావాలి మీరు ఒక్కరు పనిచేస్తే సెలెక్షన్ అనేది రాదు it is a work which will be shared by we both అంటే మేము మీరు ఇద్దరం కూడా పనిని పంచుకోవాలి are you ready to do that yes or no yes అనాలా గట్టి మాట్లాడాలి అందరూ కూడా బికాస్ మీరు అచీవ్ చేయబోయేటటువంటి పొజిషన్ ఏదైతే ఉన్నదో that is not so easy clear DSP కానీ డిప్యూటీ కలెక్టర్ కానీ ఇంకొకటి ఇంకోటి ఏదైతే పొజిషన్స్ మీకు వేకెన్సీలు ఉన్నాయో అది అచీవ్ చేసినాక you are going to lead so many people మీ కింద చాలామంది పని చేయబోతున్నారు వాళ్ళని మీరు మీ స్మైల్తో మీరు మాటలతో మీ యొక్క యాక్షన్స్తో మీరు లీడ్ చేయాలి అంటే మీకు బిఫోర్ మీ బిగిన్ ద సెషన్ మీకు కావాల్సింది ఏంటంటే ఓఎల్క్యూ కావాలా ఆఫీసర్ లైక్ క్వాలిటీ ఉండాలి మీలో clear you think like an officer start thinking always like an officer then this becomes a easy task ఇది ఒక ఎగ్జామే కదా నేను ఆఫీసర్ అవ్వడానికి ఈ ఒక్క చిన్న పరీక్షనే కదా ముందున్నది అని మీకు అనిపించాలి ఆ కాన్ఫిడెన్స్ ఆ ఆఫీసర్ లైక్ క్వాలిటీ ఎప్పుడైతే మీ నర నరాల్లో కదులుతూ ఉంటుందో పాలిటీయే కదా అయిపోతుంది హిస్టరీయే కదా రాసేస్తా సొసైటీయే కదా ఈజీగా రాస్తా తెలంగాణ మూమెంట్ చదవకుండా కూడా రాస్తా అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది clear all of you so that very first quality is essential right నా సెకండ్ థింగ్ ఇప్పుడు ఏ గ్రూప్ వన్ మెయిన్స్ మనం ట్రైనింగ్ ఇస్తున్నా కూడా ఇన్ఫ్యాక్ట్ ఏపీఎస్సి మహారాష్ట్ర అవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే previous year questions trend of public service commission expectations or predictions for current exam ఈ మూడు పాయింట్లు ఒకటి చెప్తా ఉంటాను కానీ ఇంతసేపు మనము మనకున్నటువంటి అడ్వాంటేజ్ ఏంది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి గ్రూప్ వన్ బ్యాచ్లో మనం సెలెక్ట్ అవ్వబోతున్నాం మన పేర్లన్నీ కూడా సువర్ణ అక్షరాలతో లిఖించబడతాయని చెప్పి ఇంతసేపు మనం ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా ఒక రకమైన advantages the privileges which will enjoy post your selection but ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే నీడ్ ఆఫ్ ది అవర్ ఉన్నదో what is the demand of the examination ఉన్నదో దాంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ చెప్తాం సి ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్పినంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇది మన దగ్గర లేదు trend of state PCS state Telangana రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ట్రెండ్ ఏంది ఇది కూడా మనం చూడాల్సి ఉంటుంది ఇది కూడా మనం చూడడానికి లేదు clear all of you first two points whatever I'm trying to say here these are not visible with us available with us ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే మొట్టమొదటి గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ అందుకొరకు మన దగ్గర ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నవి ఉండవు మనకు స్టేట్ పిఎస్సి అంటే ఇంతకు ముందు ఒక మూడు నాలుగు గ్రూప్ వన్ కండక్ట్ చేస్తుంటే ట్రెండ్ ఎలా మారుతుంది ఎస్ఎల్ ఎలా అడుగుతున్నారు గ్రూప్ వన్ మెయిన్స్లో హిస్టరీ క్వశ్చన్ ఎట్లా వస్తున్నాయి లేదంటే సొసైటీ ఎలా అడుగుతున్నారు ఎకనామిక్స్ ఎట్లా అడుగుతున్నారు అనేవి మనకు తెలిసేది కానీ అలాంటి పరిస్థితి కూడా మన దగ్గర లేదు కానీ మన దగ్గర ఉన్నది ఒకే ఒక్కటి ఏంటంటే expectation and prediction are getting this point ఇది మాత్రమే మనం చేయగలుగుతాం whatever we're conveying or we're going to convey నేను నా టీం మొత్తం కూడా ఈ రోజు నుండి మీ దగ్గరకు వచ్చి మాట్లాడబోతున్నటువంటి టీం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా they are just going for a prediction or expectation ఆ ప్రిడిక్షన్ కానీ ఎక్స్పెక్టేషన్ కానీ ఏ పారామీటర్స్లో చేస్తారంటే on the basis of your syllabus strictly పూర్తిగా మీ సిలబస్ని పరిశీలించి దాన్ని ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏవైతే ప్రశ్నలు అడిగారో అంటే మనకు మన దగ్గర అయితే ట్రెండ్ లేదు మన దగ్గర అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు లేవు కానీ మనం ఏం చేస్తాం ఇప్పుడు మన పక్క రాష్ట్రం ఎసార్లో Andhra Pradesh got divided from Telangana in which year two thousand fourteen okay so APPSC వాళ్ళు నిర్వహించినటువంటి ప్రతి పోటీ పరీక్ష గ్రూప్ వన్ ఎలా అయితే వాళ్ళు ఎస్సే అడుగుతున్నారో ఎట్లయితే వాళ్ళు history polity geography economic science and tech ఇలాంటి ఏరియాస్ని కవర్ చేస్తూ ప్రశ్నలు ఇస్తూ ఉన్నారో అది మనకు ఒక ట్రెండ్ రకంగా మన ట్రెండ్ ప్రకారంగా మనం చూసుకోవచ్చు దాంతో పాటుగానే we will also be continue with other efforts other efforts అంటే మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తాం ట్రెండ్ ఏ రకంగా మారుతుందో అది కూడా మనం చూస్తాం అంటే మన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏమేమంటే ఒకటి ఏపీపీఎస్సి ఎవిడెన్సెస్ మనం తీసుకుందాం ఇంకోటి ఏంటంటే యూపీఎస్సికి సంబంధించినటువంటి evidences also we will be taking up clear all of you so is that somebody in the class we have already prepare for UPSC prepare okay okay okay ఎప్పుడైనా మెయిన్స్ రాసిన ఎవరన్నా somebody have written the mains examination uh, you are you have written okay okay okay you have also written the upsc mains examination okay so 2022 question paper chusara year mains chusara okay 2021 ki 2022 को तेरा एंटी what is the change you have observed yes new things like no, i am asking what means means. Okay, ha huh? Right. inka So year means राय का पहना at least you would have gone through the question paper. dekha apne बीना singh is saal ka paper dekha mains ka pura nahi dekha kyun kaun sa subject hai aapka favorite kaun sa hai जीएस टू पॉलिटी सोसाइटी वाला ठीक है क्या पूछा एक सवाल बताओ हमसे नहीं देखा ठीक है okay just understand come back so ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే two thousand twenty one twenty two ఇట్లా ట్రెండ్ అడగగలుగుతున్నా నేను ఎవరిని ఎవరైతే యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ ఉన్నదో వాళ్ళని but coming to your other end మనకు అట్లాంటి ట్రెండ్ పట్టేటటువంటి అవకాశం స్కోప్ అన్నది మనకు లేదు ఫస్ట్ కానీ మనం ఇదేమి ఆసనా చేసుకుంటున్నాం మనం ఇక్కడ అంటే ఒక ఏపీపీఎస్సీని మనం హెల్ప్ తీసుకుంటాం యూపీఎస్సీని కూడా we will be taking into our consideration okay so coming to the core demand of your examination మీ మెయిన్స్లో అసలు డిమాండ్ ఏంది ప్రిలిమ్స్లో ఏముంటాయి మెయిన్స్లో ఏముంది కామన్ ఏరియాస్ ఏంటి అవన్నీ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి తర్వాత will discuss about the day's agenda సి మొత్తం మీదుగా మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఆరు పేపర్లు ఉంటాయి yes or no There are a total of how many papers in the mains exam? 6 papers. Each paper will give you 20 marks, 30, any. Every paper will be giving you 150 marks. Very first paper is general essay. మొట్టమొదటి పేపర్ ఏందమ్మా జనరల్ ఎస్ఏ ఎన్ని ఎస్ఏలు రాయాలి ఇక్కడ త్రీ ఎస్ఎస్ ఎన్ని మార్కులు ఒక్కొక్క ఎస్ఏకి one fifty sorry fifty into three one fifty marks paper one తర్వాత పేపర్ టూ ఏంది paper two is history and geography ఎన్ని మార్కులు one fifty marks next paper three ఏంది పాలిటీ సొసైటీ ఎన్ని మార్కులు నూట యాభై very good paper four is economy India Telangana and developmental issues అంటే కొద్దిగా పర్యావరణం వస్తుంది ఇక్కడ ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ అవన్నీ ఇదేం మార్కులకు next paper five science and tech and data interpretation ఇదొక one fifty marks next paper six it is your Telangana movement and state formation ఇదొక వన్ ఫిఫ్టీ మార్క్స్ మొత్తం one fifteen to six nine hundred వస్తుందా total your mains examination is for how many marks nine hundred marks okay చూడాలి ఇక్కడ అందరూ ఎస్ఏ పక్కన పెట్టేసండి will keep essay aside for some time history and geography మీ ప్రిలిమ్స్లో ఉందా ఎస్ అండ్ సొసైటీ లో ఉన్నదా ప్రిలిమ్స్లో ఉందా లేదా చెప్పాలి every one should speak economy Telangana India and developmental issues లో ఉందా ఎస్ పార్షియలీ ఉంది పార్షియలీ లేదు కూడా okay very good science and tech data interpretation is it there in your prelims also science and tech ఉంది డేటా ఇంటర్ప్రిటేషన్ అంత పెద్దగా లేదు ఉంది కానీ తక్కువ ఉన్నది okay yes Telangana movement and state formation is it there in your prelims no absolutely not there okay so ఇప్పుడు ఇంకొక అజంషన్కి నేను ఏమొస్తున్నా అంటే ఒక్క తెలంగాణ మూమెంట్ పేపర్ తప్ప మిగిలిన అన్ని పేపర్లు కూడా మీరు టచ్ చేసి ఉంటారు yes or no I'm not saying that perfection you would have touched in the preliminary level of the preliminary level of your preparation second thing ఇంకోటి ఏంటంటే దీంట్లో ఈ కంటెంట్ మీరు ఏదైతే నేర్చుకున్నారో history for example you would have studied ఏమంటుందని ఏన్షియంట్ మధ్యయుగ మిడీవియల్ ఆధునిక మోడర్న్ ఈ రకంగా చరిత్ర మొత్తాన్ని మీరు చదువుంటారు entire history you would have studied yes or no ఎంత హిస్టరీ చదివినా ఇండస్ వ్యాలీ నుండి స్టార్ట్ చేసి ఇండిపెండెన్స్ డే ఆపాలి కదా ఎస్ ఆర్ నో ఇక్కడ లక్కీ పార్ట్ ఏంటంటే పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ అనేది మీ సిలబస్లో లేదు Clear enough? It is a part of your UPSC syllabus, not here. So post independence లేదు అని అంటే nineteen forty seven August fifteenth జెండా ఎగిరేసినాక మన హిస్టరీ అయిపోయి దాని తర్వాత దానికి మించి మనం చదవాల్సిన అవసరం లేదు సెకండ్ థింగ్ జెండా ఎగిరేసినాక మనం ఏం తెచ్చుకున్నాం జెండా ఎగిరేసిన వెంబడి ఏమొచ్చింది మనకు రాజ్యాంగ పరిషత్తు constituent assembly that constituent assembly have sit for two years eleven month eighteen days వాళ్ళు కూర్చొని మనకు ఒక రాజ్యాంగాన్ని రాశారు in that very constitution there are several rules several regulations several dynamics dynamics in fact మనం ఎస్ఎల్ ఇప్పుడే మాట్లాడతాం కొద్దిసేపట్లో డైనమిక్స్ ఆఫ్ పాలిటిక్స్ ఈ రకంగా we will be entering into our second most component call polity సమాజంలో మార్పు కొరకే మనం రాజ్యాంగాన్ని రచించుకోవాలి సమాజంలో హక్కుల కొరకే మనం రాజ్యాంగాన్ని రచించుకున్నాం to give several rights to the citizens we have enacted the constitution the spirit of the people of India is replicated through the book call Indian constitution and when we see this but still there are several issues undergoing in India family kinship caste religion regionalism ఇటువంటి సమస్యలన్నీ కూడా మన సమాజంలో ప్రస్తుతం ఉన్నాయి yes or no and that is another paper which have already cover in your preliminary level all together దాంతోపాటు economy economy if you discuss whenever we study economics as a whole there are multiple issues in answer writing format or answer writing presentation like petrol price hike in India Impact of petrol price hike in India, right? At 200 words. Are you getting the point? Inflation. Deflation. Tomato prices are going down nowadays. Deflation. Growth development dynamics of growth dynamics of development ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి దానికి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి ఏ ఫ్యాక్టర్ వల్ల ఎక్కువ గ్రోత్ వస్తుంది ఎన్ని రంగాలు ఉన్నాయి ఆర్థిక వ్యవస్థలో ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటి సెకండరీ సెక్టార్ అంటే ఏంటి టెర్షరీ సెక్టార్ అంటే ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్ పైన ఒక క్వశ్చన్ రావచ్చు కిటిందమ్మా అండ్ ఆ ప్రతి రంగాన్ని ప్రాథమిక రంగం వ్యవసాయం భారత్ తెలంగాణ ఇండస్ట్రీ భారత్ తెలంగాణ సర్వీస్ సేవారంగం Bharat Telangana like inter interlinking is very very important ఆ ఇంటర్లింకింగ్ చేస్తూనే కరెంట్ ఎకనామిక్స్లోకి ఎంటర్ అయిపోతాం కంపారిటివ్ ఎకనామిక్స్ అంటాం Indian economy in comparison with American economy trade deficits ఎందుకు వస్తున్నాయి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటే ఏంది nineteen ninety one Indian economy post nineteen ninety one very possible question nineteen ninety one reforms తర్వాత ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి మార్పులు మనం తీసుకొచ్చాం that is a definite question again for all of you so మీరు ట్రెండ్ పట్టుకోవాలంటే ట్రెండ్ ఈ రకంగా సిలబస్ ప్రతి సిలబస్ ప్రతి సబ్జెక్ట్ని కూడా geography physical features there are several several several ideas with in our syllabus which are nowhere relevant in the means జాగ్రత్త ఏం చెప్పిందంటే మెయిన్స్లో ఉన్నటువంటి చాలా ఏరియాస్ చాలా ఏరియాస్ని మెయిన్స్లో క్యూ అండ్ ఏ ఫామ్లో కవర్ చేసే అవకాశం లేదు ఫెస్టివల్స్ ఇచ్చారు మీ మెయిన్ సిలబస్లో కల్చర్ చిన్నగా మెన్షన్ చేసి ఉంటారు క్లియర్ బతుకమ్మ గురించి క్వశ్చన్ అడుగుతారా is it a possibility in any one of your answer Bathukamma can be a point in any one of your answer Bonalu can be a point but Bonalu as a whole can be answer as question అర్థం చేసుకోవాలి ఓకేనా సో మనము ఈ సిలబస్ మొత్తాన్ని కూడా మైక్రో లెవెల్లో డివైడ్ చేసుకున్నట్లయితే our task is half way done అంటే మనం ఎజెండాలో యాభై శాతం అక్కడనే పూర్తయిపోతుంది ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా మైక్రో స్కేల్లో మనం చూడగలగాలి ఓకే మీకు బ్యాంకింగ్ అని ఒక కాంపనెంట్ రాస్తారు మెయిన్స్లో ఎకనామిక్స్లో సపోజ్ బ్యాంకింగ్ అంటే దానిపైన ప్రశ్నలు ఎలా రావచ్చు we should start predicting we should start assuming ప్రశ్నలు ఎలా రావచ్చు అంటే దాంట్లో ఏ టాపిక్స్ వస్తాయి ఆర్బీఐ ఆర్బీఐ తర్వాత ఆర్బీఐ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే ఏంది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంది కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంది నాన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంది ఆర్బీఐ అసలు ఒక బ్యాంక్ ఎందుకు రిజిస్ట్రేషన్ ఇస్తుంది ఒక బ్యాంక్ అనే వ్యవస్థ ఉండడం వల్ల ఆర్థిక వ్యవస్థలో కలిగే లాభాలు ఏంటి if there is a system like bank What are the benefits in our economic system? If there is no bank, how our economy would have been survived? Suppose, ilagura question was UPS Assume that there is no banking system in India. Explain the process of Indian economy functioning. How will India work without a banking network? You should start thinking. Clear? And సిలబస్ని మైక్రో లెవెల్ చేయడం ఫస్ట్ టాస్క్ మనదైతే సెకండ్ టాస్క్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ప్రకారంగా మార్చుకోవాలి ఏవేవైతే ఇంపార్టెంట్ కాంపనెంట్స్ ఉంటాయో వాటిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టుకోవాలి అసలు ఇంపార్టెంట్ కానటువంటివి మనం పక్కన పెట్టేసాలి and also middle middle path అంటే తక్కువ అసలు ఎక్కువ ఇంపార్టెంట్ కాదు అసలు వదిలేసేటటువంటి టాపిక్స్ కూడా ఆ రకంగా కొన్ని డివిజన్స్ని కూడా మనం చేసుకుందాం ఓకే సో మెయిన్స్ పర్స్పెక్టివ్లో we will be discussing all the six papers general essay నుండి తెలంగాణ మూమెంట్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ కాంపనెంట్ని ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ని చాలా డీటెయిల్గా డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం మనం చేద్దాము ఇందులో భాగంగానే only few papers are in my hand okay కొన్ని పేపర్లు మాత్రమే అచీవర్స్ నా చేతిలో పెట్టారు అవి ఏమేమి అని అంటే one is your most important paper called general essay okay ఈ జనరల్ ఎస్సే అన్న పేపర్ నా చేతుల్లో ఉంది I'm going to deal with you for general essay and ఎకనామీలో కొన్ని సెక్షన్స్ మాత్రం నా చేతిలో ఉన్నాయి few sections of Indian economy are also there in my hands clear of you so అందుకే ఈరోజు in today's discussion we will be focusing more and more on your first paper call general essay clear all of you so ఒక హెడ్డింగ్ పెట్టండి జనరల్ ఎస్సే అచ్చా హెడ్డింగ్ అవసరం లేదు you have been given one paper sheet ఇచ్చిరా ఒకటి ఉందా ఎక్స్ట్రా నాకు కూడా ఎక్స్ట్రా ఉందా okay pass it pass it okay thank you ఈ షీట్ పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు will keep it aside and will discuss few things before I go to the sheet అంటే షీట్లోకి పోయే ముందు మీకంటూ కొన్ని పాయింట్స్ మీకు నేను చెప్పాలా after that points only we will discuss whatever is there in the sheet okay how many of you have been writing and essay since the group one notification group one notification వచ్చిన రోజు నుండి ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ సైమల్టేనియస్ ఫోకస్ ఎంతమంది చేస్తా ఉన్నారు చేయలేరు See, it is not your mistake. Absolutely, it is not at all your mistake. UPSC value from the day one they will practice on mains writing. The reason is the timeline. It's a one year long process examination కానీ మనం వన్ ఇయర్ గ్యాప్ ఇవ్వలేం కదా ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఎలక్షన్లు వచ్చేస్తే మధ్యలో ఓకే రికార్డ్ అవుతుంది so we should always focus on minimum time తక్కువ టైం పీరియడ్ని మాత్రమే మనము ఈ public service commission particularly group వన్కి ఇస్తున్నాం కాబట్టి ఆ తక్కువ టైం పీరియడ్లో ఎక్కువ ఏరియాస్ని మీరు మాస్టర్ చేయాలి అంటే ఇది ఎవరికి సూటబుల్ అవుతుంది somebody who is into the preparation in long run ఓకేనా అంటే ఎక్కువ కాలం నుండి ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకు ఇది ఒక రకమైన అడ్వాంటేజ్ అవుతుంది కానీ ఎస్ఏ పేపర్ ఎలాంటి పేపర్ అంటే ఆల్వేస్ మీరు డైనమిక్గా చదవకపోతే ఎస్ఏ అనేది అటెంప్ట్ చేయలేరు అంటే always essay paper will be suitable to those who are freshers not to those who are experienced experienced వాళ్ళకి కొన్ని ఎక్స్పీరియన్స్ సబ్జెక్ట్స్ మాత్రమే ఫేవరబుల్గా మారుతాయి లైక్ ఎకనామిక్స్ అని లైక్ తెలంగాణ మూవ్మెంట్ అని ఇటువంటి పేపర్లు ఎక్కువ కాలం నుంచి చదివే వాళ్ళకు ఫేవరబుల్గా మారచ్చు కానీ essay paper particularly paper one ఏదైతే ఉన్నదో that will be favourable to those are current connected clear all of నేను ఎప్పుడైనా నేను కరెంట్ కనెక్టెడ్ అండ్ ఈ ఎస్ఏ అన్నది మీరు మీ స్కూల్లో మీ కాలేజెస్లో ఎస్ఏ కాంపిటీషన్ అని పెడుతున్నారు పెడుతున్నట్టు పెడుతున్నారు ఒకప్పుడు ఉంటుండే essay competition particularly Mahatma Gandhi Jayanti రోజు స్కూల్ పెట్టి ఎస్ఏ కాంపిటీషన్ పెట్టిండ్రు టాపిక్ ఎప్పుడు ప్రతి సంవత్సరం మహాత్మా గాంధీ క్లియర్ మహాత్మా గాంధీ మీద మనం ఎస్ఏ రాయాలి పది మార్కులకు ఎస్ఏ పేపర్ ఉంటుంది పదిలో ఎనిమిది తొమ్మిది వచ్చిన వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇంకోటి థర్డ్ ప్రైజ్ అంటే ఏదో అంటారు కాన్స్టలేషన్ ఏదో అంటారు కదా కన్సలేషన్ కన్సలేషన్ ప్రైజ్ అన్నది ఒకటి మూడో వ్యక్తుల్లో బాగా రాసిన హ్యాండ్ రైటింగ్ బాగుంది అని కంటెంట్ అంతా లేకపోతే వాళ్ళకి అట్లాంటి ప్రైజ్లు ఇస్తారు కానీ ఇప్పుడు గ్రూప్ వన్ తెలంగాణ టీఎస్పిఎస్సి మీకు ఎస్ఏ కాంపిటీషన్ పెడతలేరు మీరు ఇక్కడ ఎస్ఏ రాస్తే మీకు ఏ గిఫ్ట్ రాదు ఎస్ఆర్ను నేను గిఫ్ట్ ఇస్తానేమో కానీ టీఎస్పిఎస్సి మీకు గిఫ్ట్ ఇవ్వదు మీ మెరిట్ ఆధారంగా మీకు ఒక సెలెక్షన్ ఇస్తుంది which is equivalent to some one lakh gifts ఒక లక్ష గిఫ్ట్లు మీకు ఇచ్చినట్టే ఒక గ్రూప్ వన్ ర్యాంక్ ఒక గ్రూప్ వన్ పోస్ట్ మీకు ఇచ్చినట్టే definitely it is equivalent to some one lakh gifts yes or no so దాని కొరకు మనం ఇక్కడ ప్రయత్నం ప్రారంభిస్తున్నాం ప్రయత్నం అన్నది ఇనిషియేట్ చేస్తున్నాం వీఆర్ బిగినింగ్ అవర్ ప్రిపరేషన్ ఇంకోటి సెకండ్ థింగ్ ఒక డిస్క్లైమర్ నేను మీకు ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే <clears throat> నేను డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో ఒక ఎస్ఏ చెప్పి దీంట్లో ఈ కాంపనెంట్ ఈ కాంపనెంట్ ఈ కాంపనెంట్ ఈ కాంపనెంట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ రావాలని చెప్పి నేను చెప్పుకుంటా పోతాను చెప్పుకుంటా పోతే మీరు నాతో కంపారిజన్ చేయొద్దు ఈయన కింద వచ్చిన కదా ఇంకొక ఆయన కింద వచ్చి కదా బయట మార్కెట్లో ఇన్ని రాస్తారు కదా అని చెప్పి you should never ever do that comparison because comparison wrong you are comparing somebody's middle with your beginning or getting అర్థం కావాలందరికీ అంటే ఒక ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి ఎస్ఏలు రాస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడిప్పుడే ఎస్ఏలు రాయడం ప్రారంభించినటువంటి వ్యక్తి కంపారిజన్ చేయరాదు ఫస్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఎస్ఏ రాసేటటువంటి క్రమంలో always try to interlink with your core concepts which you have in the general studies మీరు మీ ప్రిలిమ్స్లో ఏవైతే సబ్జెక్టులు నేర్చుకున్నారో ఇక్కడ paper two paper three paper four paper five paper six అంతగా ఉపయోగపడకపోవచ్చు మనకు కానీ ఈ పేపర్స్ మటుకు మనకు చాలా చాలా helpful in cracking your essay third thing ఇంకోటి ఏంటంటే ఎస్ఏ రైటింగ్ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తే మిగిలిన అన్ని పేపర్ల మీద కాన్ఫిడెన్స్ వస్తుంది ఎస్ఏలలో మీరు తడబడ్డారంటే మిగిలిన అన్ని పేపర్లలో కూడా తడబడతారు అర్థమైంది అందరికీ you should get a clear cut knowledge on essay writing essay writing awareness essay writing tools మీకు అర్థమైనాయంటే ఆన్సర్ రైటింగ్లో కొన్ని అటు ఇటు చేస్తే అయిపోతుంది there is not lot of brain stormings which are to be done in answer writing answer writing చాలా సింపుల్ సింపుల్ ఫార్మాట్స్ ఉంటాయి చెప్తాను మీకు కొద్దిసేపు అట్లా బట్ ఎస్ఏ రైటింగ్ ఫార్మాట్స్ అన్నవి they should be understood in a clear cut pattern on a clear cut manner okay so essay writing ప్రారంభించే కంటే ముందు టీఎస్బిఎస్సి మీ దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో నేను మీకు చెప్తాను ఓకే ఒక ఎస్ఏ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే they will give an title ఆ టైటిల్ ఇచ్చినాక ఆ టైటిల్కి సంబంధించి మల్టీ ఫెసెట్స్ అనేవి మల్టీ డైమెన్షన్స్ అనేవి మీ నుండి టీఎస్పిఎస్సి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైటిల్ ఉంది letter say polity related title democracy in twenty first century అని ఒక టైటిల్ ఉంది ఇరవై ఒకటవ శతాబ్దంలో ప్రజాస్వామ్యం okay democracy in twenty first century ఈ టైటిల్ మీకు ఇచ్చినారు అంటే what is TSPSC expecting from you you're covering it with multiple dimensions multiple dimensions అంటే మీరు democracy twenty first century okay core principle ప్రతి టైటిల్లో కూడా ఒక కీవర్డ్ ఉంటుంది ఆ కీవర్డ్ ఐడెంటిఫై చేయాలి కీవర్డ్ ఏది ఇక్కడ డెమోక్రసీ ఇంకొక కీవర్డ్ ఏంది ట్వంటీ ఫస్ట్ సెంచరీ అసలు డెమోక్రసీ అంటే ఏంది by the people for the people of the people అసలు డెమోక్రసీ తీసుకొచ్చింది ఎవరు అబ్రహం లింకన్ ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు అబ్రహం లింకన్ కానీ అబ్రహం లింకన్ ఇరవై ఒకటో శతాబ్దం చెందినవాడా కాదు సో మనము ఇరవై ఒకటి contemporary whatever is democracy that should be highlighted డెమోక్రసీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ డెమోక్రసీ డెఫినేషన్ అబ్రహాం లింకన్ ఇచ్చిందని ఆ డెమోక్రసీ అమెరికా నుండి స్టార్ట్ అయ్యి బ్రిటన్కి వెళ్ళి అటు ఇటు మొత్తం తిరిగి ఇండియాకి వచ్చిందని చెప్పి అదంతా కూడా మనకు అవసరం లేదు core demand of the examination అర్థం చేసుకోవాలి అర్థమైంది అందరికీ so demand of the question అయింది ఇక్కడ democracy in twenty first century so what TSPS expecting from you you are restricting to the ideas and thoughts in twenty first century only అంటే contemporary democracy twenty first century అంటే కంటెంపరీ అంటే కరెంట్ ఈ మధ్య కాలంలో సమకాలీనంగా ఏదైతే ప్రజాస్వామ్య విధానంలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయో అటువంటి వాటిని మాత్రమే మనం ఎగ్జామ్లో హైలైట్ చేయగలగాలి కోర్ డిమాండ్ ఎస్ ఒకటి రెండు పాయింట్లు మీరు బ్యాక్ వెళ్ళొచ్చు ఒకటి రెండు పాయింట్లు మీరు పాస్ట్ టెన్స్ వెళ్ళొచ్చు ఫ్యూచర్ టెన్స్ కూడా వెళ్ళొచ్చు పాస్ట్ టెన్స్ ఎప్పుడైనా కూడా ఎప్పుడు పోతారు ఎక్కడ పోతారు పాస్ట్ టెన్స్ ఎక్కడ పోవాలంటే ఇంట్రొడక్షన్లో పోవాలా ఫ్యూచర్ టెన్స్ ఎక్కడ పోవాలంటే కన్క్లూజన్లో పోవాలి చెప్తా క్లియర్గా మాట్లాడదాం ఇది కూడా future tense should always be replicated in your presentation in the conclusion only why future conclusion is also known as way forward ప్రజాస్వామ్యంలో ఈ మార్పులు జరిగితే భారతదేశం విజయవంతమైన దేశంగా మారుతుంది if these changes will be inculcated in the democratic setup of India India will move ahead India will move forward likewise you should give certain suggestions clear of ఈవీఎంలు వాడద్దు బ్యాలెట్ పేపర్లు వాడాలి ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ తగ్గియాలి ఎలక్షన్లో ఓటర్ టర్నౌట్ని పెంచాలి ఓట్ వేస్తే కొన్ని గిఫ్ట్స్ ప్రకటన చేయాలి నాట్ ఓట్ నాకేసినందుకు కాదు election commission should come forward if you participate in the voting we will give you this gift will give you this chocolate will give you this thing కానీ not the candidate should promote some gifts to the voters ఎన్నికల్లో నాలుగు వేల ఓటుకి ఐదు వేల రూపాయల ఓటుకి ఆరు వేల రూపాయల ఓటుకి వేస్తే తులం బంగారం ఇవన్నీ కాదు election commission should come across with the thoughts when voters were expecting something, why not election commission does that? Very minimal gifts here, it's not a uh, major gifts. In order to increase the turnout. Already we are doing. ఈరోజు ఎలక్షన్ ఉంటే ఆ రోజు సెలవులు ఇస్తున్నాం అందరికీ ఎలక్షన్స్ ఉంటే ఎంప్లాయీస్కి కూడా పెయిడ్ హాలిడేస్ అన్నవి ప్రకటన చేస్తాం ఎలక్షన్ కమిషన్ సో ఇవన్నీ కూడా మీ సలహా ఫ్యూచర్లో ఇవన్నీ కూడా రావు clear all of you They are not something which is present right now. That should be always replicated where? In the conclusion. అదే ఇంట్రొడక్షన్లో you can take a past tense అసలు ప్రజాస్వామ్య విధానం అన్నది మొట్టమొదటిగా చోళుల కాలంలో during the end of Cholas the idea of democracy was seen witnessed they used to have a pot they used to have a leaves కుండ మరియు ఆకులన్న వ్యవస్థ చోళుల కాలంలో ఉండేది కుండ అనగా బ్యాలెట్ బాక్స్ లీవ్స్ అనగా బ్యాలెట్ పేపర్ ఇటువంటి వ్యవస్థ చోళుల కాలంలో ఉన్నది you can write it but not in the conclusion but in the introduction ఆ డిఫరెన్షియేషన్ మీకు అర్థం కావాలి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండ్ అన్ని టైటిల్స్కి ఇది సరి ఇది సెట్ అవ్వండి are getting the point Not every title will be suitable to write past, present and future. Role of Mahatma Gandhi in building India. Question role role of Mahatma Gandhi in building India భారతదేశ నిర్మాణంలో మహాత్మా గాంధీ పాత్ర ఈ క్వశ్చన్ మనం అడిగితే ఫ్యూచర్ రాయొచ్చా ఒక్క లైన్ రాయొచ్చు not just Mohandas Karamchand Gandhi, but every Indian should be like a Mahatma Gandhi. ఒక లైన్ అంతే ఫ్యూచర్కి స్కోప్ లేదు మొత్తం కూడా మీరు హిస్టారికల్లో రాయాలి ఆయన చేసిన సత్యాగ్రహం అనేది సౌత్ ఆఫ్రికాకి ఏం చదువుకొని పోయాడు ఆ చదువుకున్నాక ఎందుకు ఇండియాకి తిరిగి వచ్చినాడు ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత వాట్ ఈస్ హిస్ రోల్ ఎవరెవరితో కలిసినాడు ఎవరెవరితో మాట్లాడినాడు అమెరి బ్రిటన్కి మహాత్మా గాంధీకి సంబంధాలు ఏంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఏంటి అంబేద్కర్కి మహాత్మా గాంధీకి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటి దాని తర్వాత అసలు ఇండియాలో రిలీజియనిజం క్యాస్టిజం రేసిజం ఇవన్నీ కూడా పోవడంలో మహాత్మా గాంధీ యొక్క పాత్ర ఏమిటి ఎన్ని ఇంటర్నేషనల్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్లో మహాత్మా గాంధీ పాల్గొన్నాడు అతని ప్రసంగం ఏంటి నాన్ వైలెన్స్ సిద్ధాంతం ఏంటి శాంతి పీస్ యొక్క ఫిలాసఫీ ఏంది each and everything should be address ఇవన్నీ కూడా వాస్ వాస్ వాస్ వాస్ అని వస్తుంది అంటే past tense yes or no so demand అంటే టీఎస్పీఎస్సీ మీరు ఎక్స్పెక్ట్ చేసే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పాయింట్ ఏంటంటే ఆ క్వశ్చన్కి మీరు కరెక్ట్గా అడ్రస్ చేస్తున్నా లేదా అంటే అక్కడ మీకు ఇంకొక పాయింట్ అర్థం కావాలి whenever you are addressing something see if I ask if I give your title ఈరోజు నేను ఈ క్లాస్లో మీకు ఒక టైటిల్ ఇస్తాను దానికి మీరందరూ కూడా ఆన్సర్ షేర్ చేయడం స్టార్ట్ చేస్తారు కొద్దిసేపట్లో మనం ప్రాక్టీస్ కూడా చేద్దాం మీరు రాసేటప్పుడు always remember you should come into contact with the opinion of mind ఆ టైటిల్ పైన నాకు ఏ క్లారిటీ ఉండదో ఆ క్లారిటీకి అనుగుణంగానే మీ three hundred words two hundred words essay అయితే ఎయిట్ హండ్రెడ్ వర్డ్స్ ఉండాలి అది పాయింట్ అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే నేను ఒకరు అనుకుంటా ఇన్ని వర్డ్లలో ఈ పాయింట్స్ కవర్ కావాలి సిమిలర్గా మీ మీరు ప్రజెంటేషన్లో కూడా నన్ను మ్యాచ్ కావాలి ఓకే మీరు నన్ను మ్యాచ్ అవుతున్నారంటే ఎగ్జామినేషన్లో టీఎస్పిఎస్సి చేసే పనేది ఇరవై ఐదు వేల మంది పేపర్లు దిద్దా yes no twenty five thousand people will get selected see be practical ఇరవై ఐదు వేల మంది పేపర్లు ఎవాల్యుయేషన్ కరెక్షన్ చేయాలనంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క రకమైన ప్రజెంటేషన్ ఉంటుంది yes or no not every one of you write similar manner మీ అందరి పేపర్లు నేను చెక్ చేసేటప్పుడు ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు మీ అందరి కంటెంట్ సేమ్ ఉంటుందా ఉండదు your way of approach may be different from her her way of approach may be different from this girl likewise every one of your approach towards the subject will vary ఇది మారుతా పోతా ఉన్నప్పుడు నాకంటూ ఒక ఫిక్స్డ్ గైడ్ లైన్స్ ఉంటాయి ఒక మోడల్ ఆన్సర్ అన్నది నాకు ఉంటుంది ఆ మోడల్ ఆన్సర్లో ఈ కీ కాంపరెన్స్ అనేవి కవర్ కావాలని చెప్పి నాకు ఒక టీఎస్పిఎస్సి నేను ఎవాల్యుయేటర్ అయితే నాకు ఈ గైడ్లైన్స్ ఇచ్చి కూర్చోబెడుతుంది కూర్చోబెట్టాక నాకు ఆ మోడల్ ఆన్సర్ ముందు ఉంటుంది మీ పేపర్ నా కింద ఉంటుంది నేను చెక్ చేసుకునే చెక్ చేసుకుంటా ఉన్నప్పుడు నాకు ఆ మోడల్ ఆన్సర్ అనేది సింక్ కావాలి సింపుల్ టాస్క్ అది బీ ప్రాక్టికల్ మీరు ఎంత మంచిగా రాసినా కూడా నాకు ర్యాంక్ రాలేదు సార్ అంటారు చాలా clear this is what I have experience with my UPSC students మెయిన్స్లో కొంతమంది వచ్చిన నా దగ్గరికి ఏం చెప్తారంటే I have given my best in ethics ethics అనేది మీకు ఒక పేపర్ లేదు అంటే ఇక్కడ తెలంగాణ అయితే లేదు కానీ గవర్నెన్స్లో last chapter okay in your governance last chapter is mentioning about ethics అక్కడ మీకు ఎథిక్స్ హెల్ప్ఫుల్లే నా పేపర్ జనరల్ ఎస్ఏలో కూడా ethics is very helpful so ఎంత బాగా రాసినా కూడా సెలెక్షన్ రావట్లేదు అంటే దాని అర్థం ఏంటి You are not in the lines of the model answer provided by TSPSC or APPSC or UPSC. Think like the examiner. Clear all of you? Think like examiner అంటే ఎగ్జామినర్ లాగానే ఆలోచన మొదలుపెట్టండి from the day one onwards మనం ఇదే ఎక్సర్సైజ్ చేద్దాం డే వన్ నుండి కూడా whatever we are going to do here will be of the same process thinking like TSPSC, thinking like APPSC clear of that That is first thing second thing ఏంటంటే టీఎస్పిఎస్సి మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఫస్ట్ థింగ్ ఏం చెప్పిన right according to the demand of the question demand of the question ఏంది మీరు అడిగింది ఒకటి మీరు రాసేది ఇంకొకటి ఇక్కడ ప్రజాస్వామ్యం ఇరవై ఒకటో శతాబ్దంలో అడిగారు మీరు ప్రజాస్వామ్యం పుట్టగతల నుండి రాసుకుంటూ వస్తారు మధ్యలోకి వచ్చినాక అంటే మెయిన్ వాళ్ళు యూజువల్ ఇది అవుతుంది మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది when you come to the second paragraph of your main body then you will once again go to the question question చూసి అరే ట్వంటీ ఫస్ట్ సెంచరీ అడిగారు కదా అప్పుడు అవుతుంది మళ్ళీ మీరు ఆ మెయిన్ బాడీలో సెకండ్ పారాగ్రాఫ్లో ఉన్నప్పుడు మళ్ళీ మీ యొక్క టోన్ అనేది చేంజ్ చేసుకుంటూ పోతారు tone is very important tonality will discuss also tonality in your essaying అంటే you may be optimist you may be pessimist మీరు పాజిటివ్గా రాయొచ్చు ఆన్సర్ని నెగటివ్గా కూడా రాయొచ్చు కానీ ఆ టోన్ అనేది మెయింటైన్ చేయాలి if you have taken a tone positive in the intro taken a negative tone in the conclusion ఒకే రకమైన వ్యక్తి రెండు ఫేసెస్ చూపించదు కదా yes or no demonetization in India title ఇచ్చారు demonetization in India is it good or bad చెప్పండి If this title is given I think yesterday of the day before yesterday we have the anniversary of demonetization అంతే కదా ప్రతి సంవత్సరం నవంబర్ ఎనిమిదవ తేదీన మనము డిమానిటైజేషన్ బర్త్డేని జరుపుకుంటాం is it good or bad according if if you are ask మిమ్మల్ని డిమానిటైజేషన్ గురించి అడిగితే వెరీ ఫస్ట్ థాట్ ఏమొస్తుంది మీకు వన్ బై వన్ చెప్పాలా ఇఫ్ డిమానిటైజ్ విన్నారా డిమానిటైజేషన్ అని every one of you heard about నోట్ల రద్దు విన్నారా వినలేదా నవంబర్ ఎనిమిది రెండు వేల పదహారు November eight two thousand sixteen తర్వాత ఎవరైనా పుట్టిన ఈ క్లాస్లో no one so every one of you are aware of demonetization so tell me one or two points strike to your brain immediate brain stopping start కావాలి బ్రెయిన్ స్టాపింగ్ అంటే ఆ క్వశ్చన్ వచ్చినాక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు టైం తీసుకొని వెనకాల రఫ్ స్పేస్ ఇస్తారు ఆ రఫ్ స్పేస్లో బొమ్మలు దించి మళ్ళీ ఈడికి వచ్చి నేను రాస్తా అంటే అది కాదు very first reaction towards the question is very very important హా ప్లీజ్ లాస్ట్లో రావాలా మీ దగ్గర మొత్తం తిరుక్కొని వస్తా डीमानेटेशन अने क्वेश्चन फस्ट लाइन थाट इक अर्थम what the agenda of this class हाँ please paved way for digital India yes if this title comes what you will do स्की आपशन उ हाँ यस problem. हाँ major problem was experienced by middle class people initially. Okay, good. हाँ. Too much of black money is already circulated in the market. Okay, good. हाँ. हाँ okay black money हाँ yes terrorism activities. terrorism activities are curtailed very good हाँ Okay. Digital literacy is increased among the citizens. Very good, huh? If we're going to announce about uh, demonetization, we should plan and Post demonetization effects are huge. Yes, huh? Ah. Black money has not actually dissolved. Very good, huh? Right, very good, huh? Okay. But uh, it should have been implemented in a phased manner. Okay, okay, okay. Not all the nodes together, but once starting with the thousand, then going for 500, then going for other currencies would have worked positive. Yes. Uh, black money is not actually curtailed. Okay, good. Huh. Yes. So it had a. Please sit down. Huh. It had a adverse effects on the poor uh, rather than uh, the main. cause. Huh. Huh. Huh. huh. Poor have become more poorer. Okay. Huh. So financial institutions uh, came into the existence with the new phase. Right, right, right, right. So banking, once upon a time, if you wanted to go to, for a transaction, you used to walk all around the bank. ఆ బ్యాంకుకి పోయి ఒక పెద్ద క్యూ ఉంటుంది ఆ క్యూలో నించొని మీరు ట్రాన్సాక్షన్ చేసేటటువంటి పరిస్థితి నుంచి ఒక ఫోన్లో ఒక మొబైల్ ఒక యాప్లో యూపీఐ అనేటటువంటి యాప్లో మీరు ట్రాన్సాక్షన్ చేసుకోదాకా చేసుకునేదాకా మీరు ఎదిగిపోయినారంటే definitely it is the gift of demonetization very good yes please poor people have suffered okay same thing వస్తాను వస్తాను black money time marriage okay హా terrorist funding. There are many things. Right. A new inclusion started. Right got it So the intentions were really good, okay but uh, we could have planned it better, you know, by increasing Huh? idea is good, implementation is not perfect. Huh? Hmm. Yes. The rural people, it, it will uh, give a negative impact on the rural population because they are unaware of uh, the digital transactions and everything. Yes, please. in the same way it also tried to overcome the problems coming. Yeah. Uh, anyone missing? I hope I've taken. Yeah. Uh, Illiterate people. um, illiteracy is huge in India, so digital literacy can't be possible. Okay, good. So ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి <clears throat> when I ask you to write to think on demonetisation as few people have given me an opinion in a positive note Few people have given me an opinion in a negative note but one thing you should remember always in the titles like this the tonality will be balanced. Are you getting the point? Tonality అనేది ఎప్పుడైనా కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి always remember while writing I essay or answer you should be very very very very clear and very much of uh, are careful about the gender, the race, the religion, the political uh, party support of yours. You should be neutral always. Reading your essay, I should never ever feel that you are anti-demonetization. Reading your essay, I should also not feel you are supporting demonetization. మీరు డిమానిటైజేషన్కు మద్దతు ఇస్తున్నట్టు డిమానిటైజేషన్ వ్యతిరేకిస్తున్నట్టు ఎక్కడ కూడా మీ రాతలో నాకు అర్థం కావద్దు it should be always balanced ఎందుకు అంటే being a bureaucrat being administrator you can work under any political ideology no matter what yes మీ ఆన్సర్ చదివినాక ఈయన బీజేపీ సపోర్ట్ ఈయన ఇంకొక పార్టీ సపోర్ట్ అని చెప్పి నాకు అర్థం కావాలి You should be careful about this very point. Clear? And all of you so far have given an open statement. Are you getting the point? Open statements are restricted in essence. One by one phase సీక్వెన్స్గా మాట్లాడేటప్పుడు అన్నీ మీకు అర్థమైపోతాయి మీ ఒక్క ఒపీనియన్ బేస్డ్ స్టేట్మెంట్స్ అన్నవి ఇవ్వకూడదు Getting the point demonetization is good, demonetization bad. It's an open statement. You should be neutral, you should be diplomatic always. Okay. How come uh, uh, if, if, if, if, you- if your parent asks, who is your favorite, mother or father? ఏం చెప్తారు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అడిగితే తల్లి ఇష్టమా తండ్రి ఇష్టమా అంటే ఏం చెప్తారు హ్మ్? ఇద్దరిని కన్విన్స్ చేస్తారు కదా ఎసాన్లో తల్లి ప్రేమ కావాలా తల్లి డబ్బు కావాలా both of them are essential components of survival so ఎట్లయితే మీరు ఫ్యామిలీ లైఫ్లో బ్యాలెన్స్డ్గా న్యూట్రల్గా ఉండి డిప్లొమాటిక్గా ఉంటారో సిమిలర్లీ ఈ ఎస్ఏల్ రాసేంతసేపు మీరు మీ కులాన్ని మీ మతాన్ని మీ పొలిటికల్ ఐడియాలజీని అన్నిటినీ పక్కన పెట్టాలి clear I should not, uh, uh, nowhere in the examination I should know the region you belong to. మీ ఎగ్జామ్లో మీ ఆన్సర్ చదివినాక మీ రీజన్ ఏందో కూడా నాకు తెలియదు clear all of you there are some people who write a story essay స్టార్టింగ్లో stories are allowed quotations are allowed stories are also అలా మాట్లాడుతాను ఇప్పుడే A story Rasit Apro, in my village of Kondapaka, this, this, this, this happened. The evaluator, if he is from your village, then obviously there are some positive edges. If he hates your village, what happens to you? Are you getting? Political ideology present here. I personally support BJP party for bringing demonetization up Modi Sarkar. Rastra? Right. Clear all of them. What if he is from Congress? Forget, what if he is from TRS? ఏమవుతుంది భవిష్యత్తు బీఆర్ఎస్ అర్థమైందా సో పొలిటికల్ ఐడియాలజీ పక్కన పెట్టండి మీ రీజన్ని మీరు పక్కన పెట్టండి ఎక్కడ కూడా మీరు రాసేటప్పుడు మీ రీజన్ ఏదో నాకు తెలియదు and also religion very particular clear if you are as to write about communal tensions in India you should not write like a Muslim you should నాట్ write like a Hindu. You should be balanced. India is a secular country. Yes or no భారతదేశంలో ఒక లౌకిక విధానం కలిగినటువంటి దేశం హిందూ ముస్లిం కళ ఏవైతే తగాదాలు జరుగుతాయో ఆ తగాదాల మీద మీ అభిప్రాయం అడిగినప్పుడు న్యూట్రల్గా రాయాలి clear of if terrorism is ask from you you should not take it towards religion or towards spiritualism never never do that ఇప్పుడు చేయొద్దు Clear all of you? Always, terrorism itself is a religion. It cannot be linked with uh, uh, Buddhist, it cannot be linked with Parsi, it cannot be linked with Sikh, it cannot be linked with Muslim. ఎవరితో లింక్ చేయొద్దు terrorism itself is a religion whatever you have your opinions అంటే మీరు దానిపైన ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉంటారు కానీ దాన్ని పక్కన పెట్టేశారు బ్యూరోక్రాట్ అందుకే చెప్పిన first of all to write a good answer you should have the officer like quality you are becoming a deputy collector for SC ST BC minority women children handicap అందరికీ కూడా మీరు deputy collector yes or no అందరినీ సమానత్వంగా చూడాలి equality is something which you should portray your examination and also in your answer always remember never ever I should feel మీ ఆన్సర్ చదివేటప్పుడు I should feel your gender సొసైటీలో ఒక టాపిక్ ఉంది మీకు దాంట్లో ఉమెన్ రిలేటెడ్ టైటిల్స్ రావచ్చు తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి out of every second candidate selected one will be women definitely ప్రతి ఇద్దరు ముగ్గురులో ఒకరు మహిళనే ఉండబోతున్నారు హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ ఏదైతే కేసు నడుస్తుంది దాని గురించి మనం కొంచెం పక్కనకి వచ్చేద్దాం కానీ selection of women women ratio percentage of women in this five hundred and three post ఏదైతే ఐదు వందల మూడు ఖాళీలు ఉన్నాయో దాంట్లో మహిళలదే పెద్ద పాత్ర and reading your answer reading your essay reading your content I should where feel that your a woman I should where feel that your a man and male సెంట్రిక్గా ఆన్సర్ పోవద్దు ఫీమేల్ సెంట్రిక్గా కూడా ఆన్సర్ పోవద్దు జెండర్ ఈక్వాలిటీ అన్నది మీరు మీ ఆన్సర్లో ప్రమోట్ చేయగలగాలి clear of you be careful about this very point also అంటే మీరు ఆన్సర్ ఎస్ఏ రాసేంతసేపు కూడా మీరు అన్నీ మర్చిపోవాలి each and everything you should అన్నీ అంటే సబ్జెక్టులు కాదు సబ్జెక్ట్ మర్చిపోతే మొదటిగా మోసం వస్తుంది అన్నీ మర్చిపోవాలంటే ఈ ఐడియాలజీస్ రిలీజియన్స్ ఇవన్నీ కూడా keep it aside you should be neutral during the entire presentation మొత్తం ఆరు పేపర్లకు కూడా ఇదే ఫ్లో ఉండాలా ఎస్సేకి అయితే ప్రత్యేకంగా ఈ ఫ్లో అయితే కంపల్సరీ ఉండాలి clear all of okay next TSPSC మీ దగ్గర ఇంకొకటి థర్డ్ పాయింట్ ఏమి అంటే ఈ ఎటిక్వేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది థర్డ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంది మోడల్ ఆన్సర్ అనుగుణంగా రాయాలా సెకండ్ పాయింట్ ఇటువంటివి బ్యాలెన్స్గా చూసుకోవాలా థర్డ్ పాయింట్ టీఎస్పిఎస్సి మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే handwriting how many of you feel your handwriting is not up to the mark up to the mark లేదు గర్ల్స్కి దీంట్లో అడ్వాంటేజ్ ఉండాలి girls handwriting should be better as compare to the men ఎస్ డిగ్రీల ఆడ ఈడ రికార్డులు అన్నీ గర్ల్స్తో రాపిస్తారు hmm, చాలా వరకు ఎందుకంటే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది కాబట్టి clear of there is one person working at this premises Paul అనే ఒక పర్సన్ పని చేస్తాను ఒకరోజు ఆయన ఏదో సంతకం పెట్టమని చెప్పాను హీస్ సైనింగ్ uh, ఏదో రాసి సంతకం పెట్టిండు హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది పాల్ అన్న పాల్ ఏమంటాడంటే చేతి రాత బాగుంటే సార్ తలరాత బాగాలే కదా కానీ ఇలా తలరాత బాగుంది చేతి రాత బాగా చేసుకోవచ్చు it can easily be made it ఏమంటారు లైవ్ రీ రీడ్ ఏమంటారు legible it can it can easily be made legible ఓకేనా అంటే దాని అర్థం ఏంటంటే మీరు రాసినటువంటి పాయింట్స్ ఎగ్జామినర్కి అర్థమైతే చాలు క్లియర్ ఆల్ ఆఫ్ మీరు నాతో ఎవాల్యుయేషన్ చేయించుకుంటారు నాతో ఎవాల్యుయేషన్ చేయించుకున్న తర్వాత పెద్దగా సైట్ ఉంటుంది కదా కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ ఏదైతే ఉంటారో వాళ్ళకు తీసుకుపోయి ఎవాల్యుయేషన్ చేయించకండి నేను రాసిందని నీకు అర్థమవుతుందని అడిగినంతే వాళ్ళకి అర్థమైందంటే టీఎస్పీసీలో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది clear of you that is there very much particular about next thing TSPSC మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే యువర్ లిటరేచర్ ఓకేనా ఎంతమందికి ఇంగ్లీష్లో డిఫికల్టీ ఉంది ఇంగ్లీష్లో ప్రాబ్లం ఎంతమంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీడియం మీడియం పక్కన పెట్టేసి తెలుగు మీడియం తెలుగు మీడియం రాసుకోవచ్చు how many of you are, have filled the form as English medium but still feeling my language can be a barrier? అట్లా ఎవరు ఉన్నారా luckily no one okay language అన్నది బ్యారియర్ కావద్దు grammatical errors are possible in answer writing essay writing సహజ సాధారణం అవి ఓకేనా టీఎస్పిఎస్సి కానీ యూపీఎస్సి కానీ ఏపీపీఎస్సి కానీ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా కూడా మీ గ్రామాటికల్ ఎర్రర్స్ని ఐడెంటిఫై చేస్తుంది రౌండ్ మార్క్ వేస్తుంది కానీ నన్ను ఎక్కువగా పట్టించుకో unless and until it is changing the structure of the statement clear statement యొక్క అర్థం మారిపోయేంత వరకు మీ grammatical mistakes are accepted mistakes are accepted but not blunders mistakes చేయొచ్చు because you're an aspirant you can do mistakes but never the blunder clear of and literature కూడా మీరు ఆబ్వియస్లీ చాలామంది పేపర్స్ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు చూసింది ఏంటంటే మీరు వాడేటటువంటి లిటరేచర్ చాలా హై లెవెల్ ఉండాలా పాష్ ఉండాలా ఈ ఆక్స్ఫర్డ్లో word of the year two thousand twenty two ఒక వర్డ్ ఇస్తే ఆ వర్డ్ని ఏదో ఒక దగ్గర అవసరం ఉన్నా లేకపోయినా నేను దాన్ని పెట్టాలా అనుకొని హై లెవెల్ ఇంగ్లీష్ రాస్తారు క్లియర్ కానీ that is not the need or demand of this exam always remember literature whatever you your writing you are writing to somebody మీ ఇంగ్లీష్ ఏదైతే ఉన్నదో అది ఎవరికి మీరు రాస్తున్నారంటే to somebody next or next next generation of yours sorry before your generation yes or no ఒకటి లేదా రెండు మీకన్నా ఒకటి రెండు తరాల ముందు వారికి మీరు రాస్తున్నారు క్లియర్ ఆల్ ఆఫ్ యూ అంటే వీఆర్ అజ్యూమింగ్ దట్ ఈ మీ పేపర్ వికెటర్ల వయస్సు యాభై నుండి అరవై సంవత్సరాల వయస్సు ఉన్నదని అంటే వాళ్ళు అరవై సంవత్సరాల ముందు ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటారు ఎస్ఆర్ను అరవై సంవత్సరాల ముందు ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటే వాళ్ళకు చెప్పిన టీచర్ ఒక ముప్పై నలభై సంవత్సరాల ముందు ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటుంది అంటే indirectly you're writing essay or answer to a person who have learn the literature of hundred year old అటువంటి వంద సంవత్సరాల పురాతనమైన భాషకు మీరు మీ పాష్ లాంగ్వేజ్ హిందూ ఎడిటోరియల్ అవి ఇవి చదివి అక్కడ చూసినటువంటి వర్డ్స్ ఇక్కడ దొరికినటువంటి వర్డ్స్ లేదంటే వర్డ్ ఆఫ్ ద ఇయర్ అని వర్డ్ ఆఫ్ ద మంత్ అని వర్డ్ ఆఫ్ ద వీక్ అని ఈరోజు మీరు నేర్చుకున్నటువంటి వర్డ్స్ని ఏదో ఒక దగ్గర పెట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తే అది సెంటర్స్కి అర్థం తెప్పించచ్చు కానీ ఎప్పుడున్న ఎగ్జామినర్ మీ పేపర్ దిద్దేటప్పుడు డిక్షనరీ ఎత్తుక్కోవద్దు డిక్షనరీ ప్రతి స్టేట్మెంట్కి డిక్షనరీ ఎదుర్కొనే ప్రయత్నం అవసరం వచ్చిందనంటే ఆయన first of all he will get irritated looking at your paper yes or no he will not feel comfortable to read your entire answer మీ మొత్తం ఆన్సర్ చదివేటటువంటి ఓపిక ఆయనకు ఉండదు ఈజ్ అ ఓల్డ్ మ్యాన్ ఆయన టార్గెట్ ఉంటుంది ఇలా ఇన్ని పేపర్లు కలెక్షన్ చేయాలా ఇన్ని పేపర్లకు సంబంధించి TSPSC will pay him yes or no so పేపర్లు ఎక్కువ చేయాలనుకుంటాడా తక్కువ చేయాలనుకుంటాడా obviously he will be in a position to evaluate more papers. So అటువంటి వ్యక్తికి you should always use a simple literature simple language ఉంటే చాలు no need of any high level language of the high level literature clear all of you ఈ పాయింట్స్ టీఎస్బిఎస్సి మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది I hope I'm clear what is TSPSC demanding from you అంటే ఇది కష్టమైపు చెప్పండి నాకు సింపుల్ లాంగ్వేజ్ రాయమంటుంది మిమ్మల్ని న్యూట్రల్ ఉన్నామంటుంది టు ద పాయింట్ ఆన్సర్ రాయమంటుంది అవుట్ ఆఫ్ ద బాక్స్ రాయొద్దని చెప్తుంది గ్రామెటికల్ ఎర్రర్స్ రాయొచ్చు అని చెప్తుంది క్లియర్ కానీ బ్లండర్స్ ఉండద్దు మిస్టేక్స్ ఉండొచ్చు it should not be a blunder ఇవన్నీ చెప్పినాక కూడా మీకు ఎస్ఏ పేపర్ కష్టం అనిపిస్తుంది ఎవరికన్నా యూ షుడ్ నాట్ ఫీల్ ఇంత రిలాక్సేషన్స్ ఇంత మినహాయింపులు నాకు తెలిసి ఏ పరీక్షలో క్లియర్ అంటే నాట్ జస్ట్ టీఎస్పీఎస్సీ యూపీఎస్సి కూడా ఇలాంటి రిలాక్సేషన్స్ ఇస్తుంది ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీ ఎస్ఏ పేపర్లో ఎలాంటి పేపర్ అంటే ఎస్ఏ పేపర్ మీ మొత్తం అన్ని జనరల్ స్టడీస్ పేపర్లలో the most easiest and scoring paper is essay అక్కడ ఎన్నో క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తే మీకు నూట యాభై మార్కులు ఇక్కడ మూడే మూడు క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తే నూట యాభై మార్కులు హూ ఈజ్ బెస్ట్ ఐదు పేపర్లో నేను ఆబ్వియస్లీ ఐఎమ్ బెస్ట్ ఎస్ అన్న బికాస్ మినిమమ్ ఇంటెక్తో I'm giving you maximum output clear all of you so essay is in this way also I easiest paper all together ఇంకొకటి మీరు ఎస్ఏ రాసేంతసేపు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి వన్ అనదర్ పాయింట్ అంటే ఇవన్నీ కూడా ఎందుకు నేను మీకు ఇన్సైట్స్ ముందే చెప్తున్నాను అంటే ఒక్కసారి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినాక మళ్ళీ మళ్ళీ ఇవి చెప్పుకోమను ఓకేనా you should write totally how many essays three essays first essay is already completed suppose you're writing the second essay second essay రాసేటప్పుడు never ever think of first essay అర్థమైందా కాలేదా first essay you are writing about suppose politics ఒక టాపిక్ అయిపోయింది second essay you choosing a topic let's say of education education related ఒక టాపిక్ రాస్తున్నారు సెకండ్ ఎస్ఏ రాసేటప్పుడు అరే పాలిటిక్స్ టైటిల్లో నేను మహారాష్ట్ర కేసు యాడ్ చేస్తే బాగుండు ఏకనాథ్ షిండే ఎలాగైతే యాంటీ డిఫెక్షన్ కంటెంట్ ఉందో అది యాడ్ చేస్తే బాగుండు కర్ణాటకలో బీజేపీ హార్స్ రైడింగ్ రాస్తే బాగుండు అని చెప్పి మీకు సెకండ్ ఎస్ఏ రాసేటప్పుడు ఫస్ట్ ఎస్ఏ గురించి గుర్తు రావద్దు మోరోవర్ సెకండ్ ఎడ్యుకేషన్ ఎస్ఏ రాసేటప్పుడు you should never ever think of the third essay also ఇదైతే అయిపోతుంది ఇదైతే ఎనిమిది వందల వర్డ్లు వచ్చేస్తాయి నెక్స్ట్ ఎస్ఏకి ఎట్లా అని చెప్పి ఈ ఎస్ఏ రాసేటప్పుడు ఆలోచించరా this will get definitely get impacted already one got impacted and the third one will naturally get impacted clearer of UPSC will conduct a preliminary examination. Somebody uh, మీకు కూడా తెలిసే ఉంటుంది <clears throat> రెండు పేపర్లు ఉంటాయి సీసాట్ అనే సెకండ్ పేపర్ ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ సీసాట్లో మీవి ఇవన్నీ డిఐ అని కాంప్రిహెన్షన్ అని ఎస్ సారీ ఇంగ్లీష్ అని అర్థమెటిక్ రీజనింగ్ ఇవన్నీ పేపర్లు ఇవన్నీ క్వశ్చన్లు కూడా మీ సీసాట్లో ఉంటాయి యూపీఎస్సీలో ఆ CSAT paper is a dry paper ఓకేనా it's just qualified in nature అరవై ఆరు మార్కులు వస్తే చాలు సీసాట్ విల్ బి కంప్లీటెడ్ కానీ యూపీఎస్సీ కావాలని దాన్ని మధ్యాహ్నం పెడుతుంది టు ప్రెషరైజ్ మోర్ ఓకే అదే పేపర్ మీకు ఇచ్చి ఒక ఐదు గంటల సమయం ఇస్తే every one will get two hundred out of two hundred కానీ అదే పేపర్ ఇచ్చి ఒక రెండు మూడు గంటల సమయం ఇస్తే nobody can actually solve it because you are put in, you are being put into that pressure. Clear? and the course may some UPSC students are also there. I think they will get connected. uh, paper paper వన్కి ఏదైతే పొద్దున పూట మార్నింగ్ సెషన్లో జరుగుతుందో అప్పుడు మా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ సీసాట్ సీసాట్కి రాయడానికి పోయినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అటెండెన్స్ పోతుంది బయటికి ఈ one noticed somebody appear UPSC, they will get connected. ఎందుకనంటే పొద్దున పేపర్ మంచిగా రాయలేదు ఇది మంచిగా రాసిన సెలెక్షన్ రాదు natural the will go clear of there similar example UPSC CAPF central of police force paper and paper two రెండు ఉంటాయి ఆడ పేపర్ టూలో ఎస్సీ ఆర్గ్యుమెంట్ రిపోర్ట్ కాంప్రిహెన్షన్ ఇవన్నీ ఉంటాయి పేపర్ రాసినాక ఆ పేపర్ చక్కగా రాయలేదంటే పేపర్ టూలో half of the people will go out అంటే పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎప్పుడూ మిమ్మల్ని ప్రెషర్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాయి ఒక చిన్న కీ పాయింట్ ఉంటుంది ఆ కీ పాయింట్ పట్టుకుంటే you can definitely start writing writing and writing so అట్లాంటి ప్రెషర్కి మీరు పోవద్దు అని అంటే never ever think of already return answers during your current answer ఇట్లా కూడా అవుతుంది ఎస్ఏ పేపర్ అయిపోయినాక హిస్టరీ క్వశ్చన్ ఆ పేపర్ రాసేటప్పుడు అని నిన్న ఈ పాయింట్ రాసినట్టు అయిపోయింది కదా అవసరం ఇవన్నీ ప్రాక్టికల్ డిఫికల్టీస్ వస్తాయి ఇవన్నీ కూడా మనం తీసేస్తే half way we're defeated the other competitors ఎవరైతే మీకు ఇరవై ఐదు వేల మంది ఉన్నారో ఇరవై ఐదు వేల పైచులకు మందిని మిమ్మల్ని మెయిన్స్కి పిలుస్తారు దాంట్లో ఖాళీలో ఉంది ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అంటే సక్సెస్ <clears throat> రేట్ ఎంత five hundred is what percentage of twenty five thousand maths లేదా మీకు వన్ ఈస్ టు ఫిఫ్టీ కదా క్లియర్ మీ ప్రతి సెలెక్షన్కి ఒక నలభై తొమ్మిది మందిని మీరు ఓడగొట్టాలి దిస్ అ సింపుల్ లాజిక్ నలభై తొమ్మిది మందిని మీరు ఓడగొట్టాలంటే దాంట్లో ఇరవై ఐదు మందిని మీరు ఓడగొట్టేస్తారు అంటే when you're not thinking of already attempted questions half way you're in a positive age in the competition ఇంకొక ఇరవై ఐదు మందిని ఓడగొట్టాలి ఓడగలుగుతాం వెరీ ఈజీ చాలా సులభంగా we can defeat the others also it is check how